శల్యమంతా పసుపు ముఖమెంతో ఛాయా ముద్దు మురి పాలలకు ముంగిళ్ళలోనా అంజనయ్య అబ్బా అంజనయ్య నీ ముగ్గు ఎంత బాగుందో ఆ ముగ్గుకి ఆరు కాయలు కాస్తే నా ముగ్గుకి అరవై కాయలు కాయాలి ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలన్నయ్య అసలు ఇంత బాగా శాంత కూడా వేయలేదేమో ఆ మాటకొస్తే అసలు ఏ అడది వేయలేదు శాంత అదృష్టవంతురాలన్నయ్య <laughs> నేను కూడా మరి నీలాంటి అన్నయ్య దొరికినందుకు నీలాంటి చెల్లెలు దొరకటం నా అదృష్టం నువ్వు అన్నయ్య అని పిలుస్తుంటే నీకోసం నేను ఏదైనా చేయాలనిపిస్తోంది నిజంగానా అన్నయ్య కొండ మించి దూకమంటావా నిప్పుల్లో నడవమంటావా సముద్రంలో ఏదమంటావా చెప్పు చెల్లమ్మా చెప్పు నీకోసం నేను ఏదైనా చేస్తాను అవేమి వద్దు కానీ అన్నయ్య సంక్రాంతి వెళ్ళిపోయేంత వరకు అలాంటి చక్కటి ముగ్గులన్నీ పెట్టు మా ఇంటి ముందు కూడా అన్నయ్య చెల్లెమ్మా అక్కడ ఎలాంటి ముగ్గు వేస్తే ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ అలాంటి ముగ్గే వేయాలి అలాగేనమ్మా పొద్దు పొడిచే పొద్దు పొడిచే ఓ లచ్చ వెలుగులు దేశ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు ఇట్లు ప్రధానమంత్రి ఈయనకి తెలుగు పండుగలు కూడా తెలుసా రై రారా హ్యాపీ పొంగల్ ఉప్మారా పండగ పూట కూడా జోకులేంట్రా లేకపోతే ఏంట్రా చక్కగా తెలుగులో సంక్రాంతి శుభాకాంక్షలు అని చెప్పలేవు అయినా ఎంత పెద్ద పండగ అయితే మాత్రం అలా వంగి వంగి సుమో ఫైటర్లా చెప్పాలా ఏం చెప్పనరా రెండు వారాల నుంచి మన ఇళ్ల ముందు ముగ్గులు వేసి వేసి అబ్బా నాకు ఈ గూనొచ్చి పడిందిరా ఏ మాట కమాట్రా మన రెండేళ్ల ముందు ముగ్గులు బ్రహ్మాండంగా వేసావు డాక్టర్ రమేష్ ఇంకా బాగా వేశాడు ఏంటి ముగ్గే కాదు బిల్లు బిల్లా ఈ గూను సరిచేయించుకుందామని వెళ్తే ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని చెప్పి పద్నాలుగు వందలు బిల్లు వేశాడు అంటే యాభై రూపాయలు అనమాట పడితే పడిందిలే ఇప్పుడు పదివేలు వస్తాయిగా నీ అక్షరాల పదివేలు ఎలా అంటే ఇదిగో ఇలా సంక్రాంతి పండగ సందర్భంగా చాంగుబళ మహిళా మండల వారు నిర్వహించే ముగ్గుల పోటీలు ఈ ముగ్గుల పోటీలో మొదటి ప్రైజ్ పది వేలు ముగ్గుల పోటీలోనా అవునన్నయ్య ఈ పోటీకి వెళ్తే ఫస్ట్ ప్రైజ్ నీకే వస్తుంది నీకు ఫస్ట్ ప్రైజ్ వస్తుందని నాకు అపారమైన నమ్మకంగా ఉందిరా అవునండి నాకు ఈ విషయంలో చాలా నమ్మకంగా ఉంది ఏంటో నన్ను ఇబ్బందిలో పెట్టి ముగ్గులో దింపేస్తున్నారు ఇబ్బంది లేదు ఏమీ లేదు నువ్వు ఈ ముగ్గుల పోటీలో పాల్గొంటున్నావు అంతే ఏమంటారు Cheers! <laughs> మీరంత ప్రేమ చూపిస్తుంటే నేను కాదంటానా ఓకే ఏమిటి ఏమిటి ఆ కరెక్ట్ నాకు డౌట్ అబ్బా బయలుదేరే ముందు ఆ ఏంట్రా ఇది మహిళా మండలి వాళ్ళు ఏర్పాటు చేసిన ఫంక్షన్ కొన్ని జాగ్రత్తలతో వెళ్ళటం బెటర్ ఏంట్రా లోపలికి వెళ్దాం పదా నేను రాను లోపలికి వెళ్దాం పదా దా ముక్క నేను కొట్టక ముందు చెప్పాలి ఎస్ ప్లీజ్ చాంగుబల మహిళా మండల సెక్రటరీ మీరేనా నేనే మీకేమి కావాలేను ముగ్గుల పోటీకి పేరు నమోదు చేయించుకుందామని వచ్చాం ఓ అలాగా క్యాండిడేట్ ఎవరో చెప్పుము ఆ మేడం మీరు క్యాట్ వాక్ గురించి వినే ఉంటారు నిన్ననే ఈవిడికి టైగర్ వాక్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఈవిడే మా ఆవిడ పేరు అంజని ఓ అంజని పేరు చాలా బాగున్నది మీ ఆవిడ పర్సనాలిటీ చాలా బాగున్నది థ్యాంక్ యూ కానీ ఫేస్ ప్రింటింగ్ ప్రాబ్లం సరే సరే పూర్తి పేరు చెప్పుడు అంజని అనగా అంజని మాను అంజని అయినా బాగుండేది కాంపిటీషన్ ప్రారంభించే సమయం అయినది త్వరగా గ్రౌండ్కు పోదాం రండు రండు రండు మీరు పొండు మీ అనకాలే మేము ఉండు యా uh. ఒరే uh. నువ్వే రైట్ రా నేను మగాడన్న సంగతే కనిపెట్టలేకపోయింది ఒరే ముగ్గుల పోటీలోకి మగవాళ్ళని రానివ్వరని తెలిసే నేను ఈ ప్లాన్ వేశాను కొంప తీసి కనిపెట్టేస్తే నీకు ఆ డౌట్ ఎక్కర్లేదు ముందు పద సూడిగదిలో ఫేసు నువ్వు ఇదేంట్రా మగతను ఉన్నాడేంటి uh. ఉండరా నీకు కనుక్కుంటాను సారీ మేడం ముగ్గులు పోటీ అంటే ఆడవాళ్ళకే కదా మరి ఆడవాళ్ళ మధ్యలో ఒక మగతున్నాడేంటి మేము పోటీ ఆడవారికి మాత్రమే నన్ను పెట్టలేదు కదా మీరు వెళ్ళి లైన్లో నిలబడడు ఉండరా నువ్వు అలా బీపీ పెంచేసుకుని బట్టలు దించేసుకుని మగాన నిరూపించుకోక్కర్లేదు ఇక్కడ ముగ్గులు అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇచ్చట అయినా అబ్బాయి అయినా అమ్మాయి అయినా వేసేది అదే ముగ్గు కదా నాకు తెలిసి నువ్వేసిన ముగ్గుకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది ప్రామిస్ ఇదేంటిది ఉత్సాహం అక్కడ ముగ్గు ఈ పర్సనాలిటీ నెమల్ డాన్స్ కాంపిటీషన్ బిగినవచ్చున్నది మొదలు పెట్టుడు